hi friends welcome to my channel so ఏపీకి సంబంధించి టైం టేబుల్ వచ్చేసిందని పరీక్షలు అయితే ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు తీసుకున్న ఒక వారం ముందైతే చెప్తామని ప్రభుత్వం చెప్పింది పరీక్షలు ఉంటే పదిహేను రోజు పదిహేను రోజుల ముందైతే చెప్తామన్నది సో అయితే ఇంత త్వరగా అయితే ఎగ్జామ్స్ పెట్టే అవకాశమే లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో టైం టేబుల్ అనేది రిలీజ్ చేయదు ప్రభుత్వం